ఒకటి వేల కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో వాక్య భాగంలో నుంచి మనం ధ్యానించుకుందాం మనము గడిచిన రెండు వారాలుగా మనం చూసుకుంటున్నాము దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మనం కూడా ఏ విధంగా ఉండాలి పరిపూర్ణులుగా ఉండాలి అంతకుముందు వారం మొదటి వారం మనం చూసుకున్నాం మనం ప్రేమలో పరిపూర్ణులమై ఉండాలి రెండవదిగా మనము మంచి క్రియలు చేయటందు పరిపూర్ణులై ఉండాలి లేకపోతే సంపూర్ణులై ఉండాలి ఈ పగడు వేళ విషయంలోనికి నేను వెళ్ళక ముందు కొలసీ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాను ఒకసారి చదువుకుందాం మనం ఏ విధంగా మనము ఆ సంపూర్ణత అనే కొలమానం అని మనం ఆలోచన చేసినప్పుడు కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు చాలు ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్న ఒక మాట శ్రేష్టమైనటువంటిది ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి ఆమెన్ ఈ పగటి వేళ అపోస్తుడైన పౌలు మనకి అందులో నుంచి మనకి నేర్పించే ఎవరు మాట్లాడకండి దయచేసి ఇటు వినాలి మనకి నేర్పించే విషయం ఏంటంటే ఒకనొక రోజున మనము ఆ క్రీస్తు ఎదుట నిలవబోతున్నాము ఒకనొక రోజున ఆ క్రీస్తు ఎదుట నిలవబడినప్పుడు ఆయన ఆయన క్రీస్తు ఏ విధంగా సంపూర్ణుడై ఉన్నాడో అదే సంపూర్ణత అనే ఆ కొలమానలోనే మన సంపూర్ణతను కూడా ఆయన చూస్తాడనమాట ఆ విధంగా కొలిచి చూసినప్పుడు ఆయన క్రీస్తులో ఏ విధంగా క్రీస్తు సంపూర్ణుడై ఉన్నాడు క్రీస్తులో మనం కూడా అదే పరిమాణంలో సంపూర్ణమై ఉండాలని పౌలు ఇక్కడ నేర్పిస్తున్నాడు అలాగ మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు మనం కూడా ఆయన వలె సంపూర్ణులముగా చేయబడాలి అని అపోస్తుడైన పౌలు భక్తుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు హలలుయా క్రీస్తు క్రీస్తులో సంపూర్ణులుగా చేయబడటం అనేది క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైనటువంటి సంగతి ప్రధానమైనటువంటి సంగతి హలలుయా ఆయన ఎదుట నిలబడటం అంటే వాస్తవానికి చెప్పాలి అంటే సంఘానికి తీర్పు లేదు సంఘానికి శిక్షావిధి లేదు సంఘానికి న్యాయ విధి అనేది లేదు అయితే క్రీస్తు యొక్క న్యాయ విధి ఎదుట మనం నిలబడటం అంటే మనం చేసిన క్రియల చొప్పున మనము ఈ క్రైస్తవ జీవితంలో మన యొక్క ఆ సంపూర్ణత యొక్క పరిమాణము చొప్పున ఆయన మనకు కొన్ని ఫలాలను ఇస్తాడు లేకపోతే కొన్ని బహుమానాలు ఇస్తాడు హలలుయ అది మనము ప్రకటన గ్రంథం కానీ తెసలోనిక పత్రికలు కానీ ఇవి మనం చదివినప్పుడు ఐదు రకాలైనటువంటి కిరీటాలు మనకు కనబడతాయి వాటిని గురించి ఎప్పుడైనా నేను మీకు చెప్తాను దేవుడు సంఘానికి ఈ ఐదు రకాలైనటువంటి కిరీటాలు ఇవ్వాలన్న ఇస్తాడని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి మన క్రియలను బట్టి మనము సంఘంలో వారమైతే మనం సంఘానికి చెందిన వారమైతే మనం సంఘ బిడ్డలమైతే గనక మనకి శిక్షా విధి లేదు కానీ మన క్రియల యొక్క పరిమాణమును బట్టి మన సంపూర్ణతను బట్టి మన పరిపూర్ణతను బట్టి ఆయన మనకి కొన్ని కిరీటాలు ధరింపజేస్తాడు హలలుయా ఆ కిరీటాలను బట్టి నేను మరొక మారిన మీతో మాట్లాడతాను అయితే గడిచిన వారాలు మనం చూసుకున్నాము మన ప్రేమ యొక్క ప్రేమలో మనము పరిపూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలి రెండవదిగా గడిచిన వారం మనం చూసుకున్నాము మంచి క్రియలు చేయటం ఎందు మనం ఎలా ఉండాలి పరిపూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలి ఇప్పటి వేళ మీ దృష్టిని హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లోనికి కేంద్రీకరించాలని ఆశపడుతున్నాను విధేయతలో మనం పరిపూర్ణలమై ఉండాలి అయితే మనకి మాదిరి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆయన ప్రేమలో పరిపూర్ణుడై ఉన్నాడు ఆయన ఏ విధంగా ప్రేమలో పరిపూర్ణుడై ఉన్నాడో మనల్ని కూడా అదే విధంగా పరిపూర్ణులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు ఆయన మంచి క్రియలు చేయటం ఎందు పరిపూర్ణుడై ఉన్నాడు లేకపోతే సంపూర్ణుడై ఉన్నాడు మనల్ని కూడా మంచి క్రియలు చేయటంలో సంపూర్ణుడై ఉండాలని ఆయన మన ఎడల ఆశపడుతూ ఉన్నాడు ఇప్పటి వేళ ఆ వచనాలు ఒకసారి చదువుదాం తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునిను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడాయను హలలుయా ఇక్కడ మనము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మార్చబడాలి అని మనం నేర్చుకుంటున్నప్పుడు క్రీస్తు చే క్రీస్తు యొక్క మాదిరి మనకి అన్ని విషయాల్లో అవసరమై ఉన్నది క్రీస్తు యొక్క ప్రేమ మనం ప్రేమించే విధానంలో మనకు ఒక మాదిరిగా ఉంది క్రీస్తు చేసిన మంచి క్రియలు మనం కూడా మంచి క్రియలు చేయడానికి ఒక మాదిరిగా ఉంది అలాగే యేసు వారు చూపిన విధేయత మనం కూడా విధేయ చూపుటకు ఒక మాదిరిగా ఉందని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ ఇక్కడ ఆ వాక్యాల్లో ఆ వచనాల్లో ఆ హెబ్రి గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే ఆయన కుమారుడై ఉండి అంటే యేసు ప్రభు తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం చేశాడంట నేర్చుకునేను హలలుయ క్రీస్తు లేకపోతే యేసు ప్రభువారు ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునేను అంటే ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావచ్చు ఆయన విధేయతను నేర్చుకున్నాడు అంటే అంతకు మునుపు ఆయన విధేయతను నేర్చుకున్న మునుపు ఆయనకు విధేయత లేదా ఆయన అవిధేయుడైనటువంటి వాడా అని మనకి ప్రశ్న రావచ్చు అలాగే కింద తొమ్మిది పది వచనాల్లో ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై అని రాయబడి ఉంది అంటే ఆయన శ్రమల ద్వారా ఎప్పుడు విధేయత నేర్చుకున్నాడో అప్పుడు సంపూర్ణ సిద్ధి పొందాడు అంటే అంతకు మునుపు లేకపోతే ఆయన ఆ విధేయత నేర్చుకొనక మునుపు ఆయనకి ఆ సంపూర్ణ సిద్ధి లేదా ఆయన పరిపూర్ణుడు కాడా అని మనకి ప్రశ్నలు రావచ్చు అయితే ఇక్కడ మనం ఆ విషయాలు మనం లోతుగా మనం చదివినట్లయితే లోతుగా మనం నేర్చుకున్నట్లయితే వాస్తవానికి విధేయతను నేర్చుకునుట అంటే అవిధేయత నుంచి విధేయతకు రావడం అని కాదు అర్థం అర్థం అర్థం చేసుకోవాలి మీరు ఇప్పటి వేళ నన్ను నన్ను చూడాలంతా విధేయతను నేర్చుకోవడం అంటే అవిధేయత నుంచి విధేయతకు రావడం కాదు విధేయతను యేసు ప్రభు నేర్చుకున్నాడు అంటే ఆయన లోకంలో పుట్టినది మొదలుకొని ఆయన విధేయుడిగా ఉన్నాడు ఆయన జీవితాన్ని ఆయన పరిచర్యని మనం పరిశీలించినట్లయితే పూర్తిగా ఆయన విధేయుడిగానే జీవించిన వాడు మరి ఎందుకని ఇక్కడ విధేయత నేర్చుకున్నాడు అని మనకు రాయబడింది అంటే అక్కడ ఆయన దేని ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని రాయబడిందంటే శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు హలలుయ అంటే శ్రమలు అనుభవించడం ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు లేకపోతే పరీక్షింపబడుట ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు అంటే ఇక్కడ అవిధేయత నుంచి విధేయతకు రావడం కాదు ఇక్కడ అంతకు మునుపు ఆయన పరీక్షింపబడలేదు అంతకు ముందు ఆయన శ్రమలు అనుభవింపబడలేదు అంటే పరీక్షింపబడని విధేయతలో నుంచి పరీక్షింపబడిన విధేయతలోనికి ఆయన ఆ ఆ విధేయతను నేర్చుకున్నట్లుగా మనకి దేవుని లేఖనాలు నేర్పిస్తున్నాయి ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు అర్థమవుతున్నాను నా మాటలు చాలా క్లియర్గా వింటే కానీ అర్థం కాదు హలో ఆయన అవిధేయత నుంచి విధేయతకు రాలేదు ఆయన పుట్టినది మొదలుకొని ఈ లోకంలో ఆయన జీవితంలో విధేయుడైనటువంటి వాడే అయితే విధేయతను ఏ విధంగా నేర్చుకున్నాడని గ్రంథకర్త రాస్తున్నాడంటే అంతకు మునుపు ఆయన శ్రమలు అనుభవించలేదు అంతకుముందు ఆయన పరీక్షింపబడలేదు అయితే ఆ పరీక్షింపబడని విధేయతలో నుంచి పరీక్షింపబడిన విధేయతలోనికి ఆయన చేర్చబడ్డాడు హలలుయ ఈ పొగటి వేళ క్రీస్తు మనకు ఒక మాదిరిగా ఉన్నప్పుడు ఆయన విధేయత కలిగినటువంటి వాడిగా ఈ లోకంలో జీవించాడు కనుక మనం కూడా విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయా మనం కూడా మన జీవితంలో విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి నేను త్వర త్వరగా వెళ్తాను దేవుడు అసలు మన నుండి ఆశించేది కూడా మనము దేవునికి విధేయత కలిగి ఉండాలని చదువుదాం ఒకసారి ద్వితీయోపదేశ కాండం పదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ద్వితీయోపదేశ కాండం పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇస్రాయేలీలతో దేవుడు చెప్తున్న మాట మీ దేవుడైన యహోవాకు భయపడి నీ మేలు కొరకు నేను నీ నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను ఆ మాట కాక నీ దేవుడైన ఎహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు హలలుయా ఈ వేళ దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలతో దేవుడు చెప్తున్న మాట దేవుడు అసలు మనల్ని ఏం అడుగుతున్నాడంటే దేవుని జనాంగాన్ని దేవుని బిడ్డల్ని దేవుడు దేవుని బిడ్డల నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే ఆయన మాట వినుట ఆయన ఆజ్ఞకు లోబడి జీవించుటయే కదా అని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి అక్కడ పై వచనాలు మనం చదివితే పది నుంచి చదివినట్లయితే యహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలు నేను వారికిచ్చవనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగమని చెప్పాను ఇక్కడ పదకొండవ వచనంలో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు వారికి వారి పితరులకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకోవాలి అని వాగ్దానం చేసిన తర్వాత ఆ పన్నెండవ వచనంలో కాబట్టి ఇస్రాయేలు అని మొదలుపెట్టి భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవాలి ఆయన ప్రేమించాలి నిపూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను అది కాక మీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడని దేవుడు మోసే ద్వారా ఇస్రాయేల్ ప్రజలను అడుగుతున్నట్లుగా మనం గమనించగలం హలలుయా దేవుడు పదకొండవ అధ్యాయంలో ఆయన చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసి ఆ వాగ్దానాన్ని మీరు స్వాధీనపరుచుకోవాలి అంటే ఆ వాగ్దానంలోనికి మీరు ప్రవేశపెట్టబడాలి అంటే అక్కడ పదమూడవ వచనంలో అంటాడు దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొనడం తప్ప మరి ఆ దేవుడు నిన్ను ఏం అడుగుచున్నాడని మోసే ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడగలం హలలుయ్యా చాలామంది వాగ్దానాలు పొందుకుంటూ ఉంటారు ప్రవక్తల ద్వారా వాగ్దానాలు పొందుకుంటారు దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా వాగ్దానాలు పొందుకుంటారు ఆ ఎన్నో ఎన్నో వాగ్దానాలు దేవుని ద్వారా దేవుని దర్శనాల ద్వారా పొందుకుంటారు కానీ ఆ వాగ్దానాలు స్వాధీనపరచుకోవాలి అంటే దేవుని ఆజ్ఞలను గైకొని దేవునికి లోబడే దేవునికి విధేయత చూపించే వారముగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఇస్రాయేల్ ప్రజల ద్వారా మనకి ఈ పగటి వేళను మనకు నేర్పిస్తూ ఉన్నాడు hallelujah obedience makes us to inherit our promises విధేయత మన వాగ్దానాలని స్వాధీనపరచుకోవడానికి సహాయపడతాయి హలలుయా దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేశాడు మనం దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా ప్రవక్తల ద్వారా మనం వాక్యం చదువుట ద్వారా ఎన్నో ఎన్నో విధాలైనటువంటి వాగ్దానాలు మనకి దేవుడు మన ముందుంచున్నాడు కానీ చాలామంది ఏ వాగ్దానాలు కూడా పొందుకోలేని స్థితిలో ఉన్నారంటే కారణము దేవుని పట్ల పూర్తి విధేయత లేకపోవటయే హలలుయా ఈ పగటి వేళ ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునికి పూర్తి పూర్ణ మనస్సుతో ఆయన మాటను గైకొనంటే వారికి అట్టి వారికి దేవుడిచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకునే ఆ అవకాశం ఉంటుందని దేవుని లేఖనాలు ఇప్పటి వేళ మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయా ఇప్పటి వేళ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆశయాలు మాత్రం విధేయతను గురించి మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను విధేయత చాలా శ్రేష్టమైనటువంటిది దేవుడు మన నుంచి కోరుకునేదే విధేయత అది తప్ప నేను మరి మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాను ఏమి అడుగుతాను అని దేవుని వాక్యాలు మనల్ని నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ అందుకే మొదటి సమయంలో గ్రంథం పదిహేనో అధ్యాయంలో మనం చూసినట్లయితే సౌలు ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమిస్తాడో సమూహల ద్వారా దేవుడు అంటాడు బలులు అర్పించుట కంటే ఒకడు దహన బలులను ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము హలలుయా ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథం మనం పూర్తిగా అధ్యయనం చేస్తే అసలు పూర్తిగా దేవుడు మన నుండి కోరుకునేదే ఆయన మాట వినుట ఆయన ఆజ్ఞకు గైకొనుట హలలుయ అక్కడ ఏమంటున్నాడంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే ఏది శ్రేష్టమంట మాట వినుట శ్రేష్టము ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము ఈ రెండు లేకుండా ఎన్ని దహన బలులు అర్పించినా ఎన్ని స్తోత్ర బలులు అర్పించినా ఎంత ఆరాధించినా విధేయత లేకపోతే దేవుడు ఏమాత్రం మన జీవితంలో ప్రసాదించడని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ సౌలు జీవితంలో కూడా సౌలు మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు చెప్పిన మాట ఏం ఏం చెప్పాడు అమాలేక్యుల్ని అధ్యాయంలోనే ప్రారంభం నుంచి ఒకసారి చూడండి అమాలేక్యుల్ని తరిమి వారిని నాశనం చేసి పూర్తిగా ఆ దేశం నుంచి తరిమి వేయమని చెప్తే సౌలు అమాలయకులందరినీ తరిమివేస్తాడు అందరినీ అన్ని జనులందరినీ తరిమివేసి అక్కడున్న వారిలో శ్రేష్టమైనటువంటి పశువులను శ్రేష్టమైనటువంటి వాటినన్నిటినీ సేకరించి తిరిగి పనికిరాని వాటినన్నిటినీ నిర్మూలం చేసేసి పనికొచ్చేవి శ్రేష్టమైన వాటినన్నిటిని కూడా తీసుకుని వస్తాడు సౌలు అనుకున్నాడు ఇవే శ్రేష్టమైనవేమోనని ఇవి చాలా విలువ కలిగినవి అని సౌలు తన మా మానవ ఆలోచనతో ఆలోచించినప్పుడు సౌలు దృష్టికి అవే శ్రేష్టమైనవిగా కనబడింది కానీ దేవుడు అంటున్నాడు నువ్వు వీటిని తీసుకొచ్చి వీటిని తీసుకొచ్చి దహన బలులు అర్పించటం వలన నేను ప్రసాదించును ఇవి కాదు నా దృష్టిలో శ్రేష్టమైనది నా దృష్టిలో నువ్వు నా మాటను గైకొంటే నువ్వు నా ఆజ్ఞలను గైకొంటే అది నేను విలువైనదిగా నేను ఎంచుతున్నాను అవి నేను శ్రేష్టమైనదిగా ఎంచుతున్నానని దేవుడు సౌలకు బుద్ధి చెప్తున్నట్లుగా మనం గమనించగలం హలలుయ ఈ పగటి వేళ మనము మన మానవ దృష్టిలో విలువైనదిగా ఎంచేవి శ్రేష్టమైనదిగా ఎంచేవి దేవుని దృష్టిలో పెంటగా ఉంటాయి ఆమెన్ అయితే మనము ఎక్కువ విలువివ్వని వాటికి మనం ఈ దేవుణ్ణి అనుసరింపకుండా పెద్ద నిర్లక్ష్యం చేసే వాటిని దేవుడు విలువగలిగిన వాటిగా చూస్తున్నాడని పగడవేళ మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం హలలుయ దేవుని దేవుని మాట వినుట దేవుని ఆజ్ఞను గైకొనుట శ్రేష్టమైనవి అవి విలువైనవని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి అయితే సౌలు తిరిగి సమూహాల దగ్గరకు వచ్చినప్పుడు సమూయలతో నే అంటాడు ఒక మాట నేను దేవుని మాట విని అందరిని తరిమేశాను చాలా మంచిగా దేవుని ఆజ్ఞను గైకొన్నానని సమూహల దగ్గర తనను తాను నిరూపించుకోవాలని చూస్తే అప్పుడు సమూహలు అంటాడు అలాగైతే నువ్వు తెచ్చిన ఈ గొర్రెల అరుపులేంటి ఈ ఎడ్ల రంకెలేంటి ఇవన్నీ ఎక్కడవని అడిగిన హలలుయ సౌలు అనుకున్నాడు సౌలు దేవుని చెప్పిన మొత్తం పూర్తిగా చేయకుండా కొద్ది వరకు చేసి పూర్తిగా చేశానని భ్రమలో ఉండిపోయాడు హలలుయ అదే భ్రమలో ఉండిపోయి సమూహాల దగ్గరకు వచ్చి ఏమంటాడంటే నేను యహోవా ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ పూర్తిగా చేశాను పూర్తిగా అనుసరించానని సమూహల దగ్గరకు వచ్చి చెప్పుకుంటాడు చాలామంది కూడా అలా అదే విధంగా ఉంటారు దేవుని మాట పూర్తిగా లోబడరు కానీ ఏదో ఒకటో రెండో గైకొని ఒకటో రెండో వాటికి విధేయత చూపించి అన్నిట్లో నేను శ్రేష్టంగానే దేవుని ఆజ్ఞలను గైకొంటున్నాను అన్నిట్లో దేవునికి విధేయత చూపుతున్నానన్న భ్రమలో చాలామంది ఉంటారు ఈ పగటి వేళ ఈ పగటి వేళ దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనేవాడుగా ఉన్నట్లయితే అన్నిటిలో దేవుని ఆజ్ఞలను పూర్తిగా గైకొనాలి అందుకే మొదటి వ్యవహాన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనం అనుకుంటా ఒకసారి చదవండి దేవుని ఆజ్ఞలు పూర్తిగా గైకొనాలి అందులో ఏ ఒక్కటి తప్పిపోయినా అన్నిటిలో తప్పిపోయినట్లే ఏ ఒక్కటి తప్పిపోయినా అన్నిటికీ లెక్క చెప్పవలసిన వారమే హలలుయా ఈ పగటి వేళ దేవునికి విధేయత చూపుతున్నాము అంటే ఒకసారి ఆ మాట చదవండి ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును చాలు ఇక్కడ దేవుని లేఖనాలు మనకి నేర్పించేవి ఏంటంటే మనం అనుకుంటాం ఒకటో రెండో పాటించి అన్నీ పాటిస్తున్నాననే భ్రమలో మనం ఉంటాం ఒకటో రెండో విషయాలలో ఆజ్ఞలను పాటించి విషయాలలో విధేయత చూపించి అన్నిటిలో నేను విధేయత కలిగి ఉన్నాను అన్నిటిలో నేను ఆత్మీయునిగా ఉన్నాను అనే భ్రమలో చాలామంది ఉంటారు అయితే ఈ వేళ దేవుని లేఖనాలు మనకి నేర్పించేవి ఏంటంటే భ్రమలో ఉండద్దు దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో నువ్వు పరిపూర్ణంగా నువ్వు పాటించగలిగితే అన్నిటిని నువ్వు అన్నిటికీ నువ్వు లోబడగలిగితేనే నువ్వు సం విధేయతలో సంపూర్ణత అనే ఆ కొలమానంలోనికి చేర్చబడగలవు హలలుయా అందులో ఏ ఒక్కట్లో నువ్వు తప్పిపోయినా మిగతా అన్నిటికీ ఏం చేయాలి నువ్వు లెక్క చెప్పవలసిన వాడవై ఉన్నాము హలలుయా ఈ పగటి వేళ విధేయతలో ఒక సంపూర్ణత ఒక పరిపూర్ణతలోనికి ఆ కొలమానంలోనికి మనం రావాలి అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రతి వాటిలో దేవుడు మనకు ముందుంచిన ప్రతి వాటికి మనము దేవుని ఎడల విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి అయితే చాలామంది ఆ భ్రమలో ఉండిపోయి ఏం చేస్తారంటే విధేయతను కూడా ఒక వేషధారణగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనంలో అపోజిట్ పోవులు ఒక మాట చెప్తాడు కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఏంటంట నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా చాలు ఇక్కడ అపోస్తుడని పౌలు అంటున్నాడు మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము మీరు ఎప్పుడు విధేయులై ఉన్నారు బాగానే ఉంది అయితే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఇంకా లోతు చెప్పాలంటే నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీ మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీ మధ్య లేకపోయినా మీరు ఎలాగుండాలంటే విధేయులై ఉండాలని పౌలు ఫిలిప్పి సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు హలలుయ చాలామంది ఏంటంటే దైవజనులు ఉంటే వారి ముందు విధేయత నటిస్తారు చాలా బాగా దైవజనుల ముందు ప్రేమ నటిస్తారు దైవజనుల ముందు అబ్బో మేము ఆత్మీయులం అనే నటన లేకపోతే వేషధారణ కలిగి కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంటారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అబ్బో మేము భక్తులం అనే వేషధారణ కలిగి ఉంటారు కానీ విధేయత విషయంలో అపోస్తుడని పౌలు ఫిలిప్పి సంఘంతో అంటాడు నేను మీ ఎదుట లేకపోతే మీరు నా ఎదుట ఉన్నప్పుడు ఎటువంటి విధేయతను కలిగి ఉన్నారో ఎటువంటి విధేయత కలిగినటువంటి ఆ తగ్గింపు ఆ జీవితాన్ని కలిగి ఉన్నారో అదే విధేయతను మీరు ఎల్లప్పుడూ కూడా మీరు కొనసాగించాలని అపోసురుడని పౌలు ఫిలిపి సంఘంతో మనం నేర్పించు నేర్పిస్తున్నట్లుగా మనం చూడగలము ఆ విధంగా మనము ఉన్నట్లయితే అక్కడ పౌలు అంటాడు మనము ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మనకిచ్చిన ఆ సొంత రక్షణను మనము కొనసాగించగలము మన మరణాంతం వరకు మనం మరణించే వరకు ఈ రక్షణలో నుండి తొలగిపోకుండా మనము భక్తిగా జీవించగలే గలిగే ఆ ఆ జీవిత విధానం మనకు ఉండాలని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు సౌలు కూడా వేషధారణ కలిగినటువంటి విధేయతే సమూహేలు సమూహేలు లేని సమయంలో చూచి శ్రేష్టమైనటువంటి వాటివి ఆ అతనికి పనికి వచ్చేవన్నీ కూడా సేకరించి ఉంచుకున్నాడు కానీ సమయంలో దైవజనుని చూడగానే సౌలేమంటున్నాడంటే ఇదిగో నేను యహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రతి వాటిలో నేను ఎలాగున్నానంటే ఆయనకు విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నానని ఆ సమూహలతో సౌలు చెప్తున్నట్టుగా మనం చూడగలము కానీ సమూహలు దైవజనుడు గనక దైవజనుడితో ఆ దేవుడు మాట్లాడి సౌలుతో మరలా మాట్లాడుతున్నాడు అలాగైతే ఈ కనిపించేవంతా ఏంటి ఈ వినిపించేవంతా ఏంటి నువ్వు ఇటువంటి అవిధేయత దేవుని సన్నిధిలో నువ్వు చూపావు గనక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్ఠ స్థానంలో నుంచి దేవుడు నేనేం చేస్తున్నాడు తొలగించేస్తున్నాడని సమూహేలు ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము విధేయత విషయంలో ఒక సంపూర్ణతలోనికి రావాలి అంటే క్రీస్తు ఏ విధంగా సంపూ ఆ విధేయతలో సంపూర్ణ సిద్ధి పొందాడో ఆ విధంగా మనం కూడా ఆయనకు ఆయన మన ముందు మాదిరిగా ఉన్న విధానంలో మనం కూడా విధేయత చూపేవారంగా ఉండాలి మొదటిగా మన విధేయత వేషధారణ కాకూడదు దైవజనులు ఎదుట ఏ విధమైనటువంటి విధేయత కలిగి ఉన్నారో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎట్టి విధేయత కలిగి ఉంటారో అదే విధేయత మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మీ ఇళ్లలో ఉన్నా మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తూ వెళ్తున్నా దేవుని పట్ల అదే భక్తి జీవితాన్ని అదే విధేయతను మీరు నేను కలిగి ఉండాలని దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు హలలుయా విధేయతలో సంపూర్ణులు మొగుట తర్వాత విధేయత అనేది మన విశ్వాసానికి ఒక ప్రక్రియ లాంటిది అందుకే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచనంలో అబ్రహాము గురించి ఆ హెబ్రి గ్రంథకర్త మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఒక్కళ్ళు చదవండి దయచేసి ఆ పిలుపు నాకు ఏం చేశాడంట లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళిపోయాడంట చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు దేవుడు ఎందు నిమిత్తం అబ్రహామును పిలుచుకున్నాడో అబ్రహాముకి తెలియదు ఎక్కడికి వెళ్ళడానికి అబ్రహామును పిలుచుకున్నాడో అబ్రహాముకి తెలియదు ఏ ప్రాంతానికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలో తెలియక ఉన్న స్థితిలో దేవుడు అబ్రహాము పిలుచుకున్నప్పుడు ఏమి తెలియనిటువంటి స్థితిలో దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి విశ్వాసము విధేయతకు కారణంగా మారుతుంది ఈరోజు మనం విధేయత చూపుతున్నామంటే ఒక భయం కలిగినటువంటి భక్తి కలిగినటువంటి విధేయత జీవితాన్ని మనం కలిగి ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాం ఏ విధంగా ఆధారం లేకుండా దేవునిని విశ్వసించాడో ఆ అట్టి విశ్వాసము అట్టి నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని మనము మన హృదయంలో కలిగి ఉన్నామనే ఆ సత్యాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము హలలుయా అబ్రహాము నిరీక్షణ అబ్రహాము దేవుడిని నమ్మినప్పుడు అతనికి నిరీక్షణకి ఏం లేదు ఆధారం లేదు అతనికి దేవుణ్ణి విశ్వసించడానికి ఏ విధమైనటువంటి ఆధారం లేదు అయితే ఈ పగటి వేళ మనము దేవునిని విశ్వసించడానికి దేవుడు క్రీస్తు అనే ఆధారం మన ముందుంచాడు క్రీస్తు అనే మాదిరి మన ముందుంచాడు ఆ మాదిరి మన ముందుండగా ఎందుకని మనం విధేయత చూపడంలో ఆయన్ని అనుసరించలేకపోతున్నాం అనేది విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము హలలుయా క్రీస్తు ఏ విధంగా విధేయతలో మాదిరి చూపించాడో అట్టి మాదిరి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు నా మాటలు త్వరగా ముగిస్తాను యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తన తల్లిదండ్రులకి విధేయుడిగా ఉన్నాడు ఆయన సమాజ మందిరంలో విధేయుడిగా ఉన్నాడు ఆయన సినగోగులో ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న అధికారులకు లోబడినవాడు వాడు అక్కడున్న ప్రభుత్వ అధికారికి అధికారులకు లోబడిన వాడు వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి ఆయన ప్రభుత్వానికి లోబడడానికి కారణము మనం చూసినట్లయితే కైసరది కైసరికి దేవునిది సి కైసరిది కైసరికి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆజ్ఞ అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాదు అయినప్పటికీ ఆ ఆజ్ఞకు లోబడాలని క్రీస్తు మనకి నేర్పిస్తున్నాడు చాలా విషయాలు యేసుప్రభు వారి జీవితంలో చూసినట్లయితే ఆయన ఏ విధంగా విధేయత కలిగినటువంటి వాడో ఏ విధ ఏ విధంగా అధికారులకి లోబడినటువంటి వాడో ఆయన అనేక విషయాల్లో మనకి విధేయతలో మాదిరిగా ఉన్నట్లుగా మనం గమనించగలము ఇప్పటి వేళ అట్టి ఆధారం మన ముందుండగా అట్టి మాదిరి మన ముందుండగా అబ్రహాము ఆధారం లేకుండా ఎలా దేవుణ్ణి విశ్వసించగలిగాడో ఈరోజు ఆధారం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయలేకపోతున్నాము దేవుని పట్ల విశ్వసించి విధేయత చూప చూపలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము ఇప్పటి వేళ విధేయతలో ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు విధేయతలో మనము సంపూర్ణంగా చేయబడాలి అంటే విధేయతలో ఒక పరిపూర్ణతలోనికి మనం తేబడాలి అంటే ఆధారము మనకు సమస్తముకు ఆధారమైనటువంటి ఆ క్రీస్తును మనకు మాదిరిగా ఉంచుకొని మనం ఏం చేయాలి ఆయన్ని వెంబడించాలి మనము ఈ లోకంలో జీవించినంత కాలము దేవునికిని ఇక్కడున్న అధికారులకు మనము విధేయత కలిగినటువంటి వారమై ఉండాలి అయితే మనము సామాజికంగా మానవకంగా మనం ఆలోచన చేసినప్పుడు మనకి మనం వేటి వేటికి ఎవరెవరికి మనం లోబడి ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకి మన పరిశుద్ధ గ్రంథం నేర్పించేది ఏంటంటే రోమపత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో మనకి నేర్పించేది మనకి మనము దేవుడు మనకి ఏర్పరిచినటువంటి ప్రభుత్వ అధికారులకి మనము ప్రతివాడును పై అధికారులకు ఏం చేయాలి లోబడి ఉండవలను పై అధికారులు అంటే అక్కడ మనం ఇంకా ఆ లోతుగా చదివినట్లయితే ప్రభుత్వ అధికారులకు ఏం చేయాలి మనము లోబడి ఉండాలి ఎందుకంటే ఆ అధికారులను నియమించేది కూడా ఎవరు దేవుడే అతడు అన్యుడు కావచ్చు అతడు దేవుణ్ణి నమ్మకపోవచ్చు కానీ ఆ అధికారులను కూడా దేవుడు ఆయన కృపను బట్టి ఆయన దయా సంకల్పమును చెప్పున ఆయన మనకి ఎదుట మనకి ఒక అధికారిగా నియమించినప్పుడు ఆ అధికారులకి లోబడే ఆ జీవిత విధానమే క్రైస్తవుని యొక్క జీవితం అని ఆ పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తుంది రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రి పత్రిక పదమూడు పదిహేడు మనకి నేర్పిస్తుంది మన ఆత్మీయ అధికారులకు మనం లోబడి ఉండాలి మరలా చదవండి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పు చేయవలసి చేయవలసిన వారి వలె మీ ఆత్మలను ఏం చేస్తున్నారంటే కాయిచున్నారు కాక వారి మాట విని వారికి ఏం చేయాలి లోబడి ఉండాలి మొదటగా దేవుడు మనకు ఏర్పరిచిన ప్రభుత్వ అధికారులకు మనం లోబడి ఉండాలి రెండవదిగా దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ఆత్మీయ అధికారులకి లోబడి ఉండాలి ఎందుకంటే వారు మన ఆత్మలను ఏం చేస్తున్నారంట కాస్తున్నారు ఏ విధంగానూ ఆత్మలను దేవుని నుంచి దూరం కాకుండా దేవుని యొద్దకు చేర్చడానికి వారు ప్రయాసపడుతున్నారు కనుక వారిని ఇబ్బంది పెట్టకుండా వారికి దుఃఖము కలగ చేయకుండా మీ ఏం చేయాలంటే వారికి లోబడి ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది త్వర త్వరగా నేను వెళ్తున్నాను తర్వాత ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో మనకు నేర్పించేది ఏంటంటే స్త్రీలు మీ సొంత పురుషులకు ఏం చేయాలి లోబడి ఉండుడని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి దేవుడు మీకు ఇచ్చినటువంటి భర్తలను దేవుడు మీకు ఇచ్చినటువంటి సొంత పురుషులకు మీరు ఏం చేయాలంటే లోబడి ఉండాలి తర్వాత ఎఫ్ఈసి పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనంలో రాస్తాడు పిల్లలారా మీరు మీరు మీ తల్లిదండ్రులకి ఏం చేయాలి విధేయులై ఉండాలి దేవుడు ఎవరైతే మీకు తల్లిదండ్రులుగా ఇచ్చి ఉన్నాడో ఎవరైతే మీకు తల్లిదండ్రులుగా మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడో వారిని అనుసరించి జీవించాలి వారి మాటకు లోబడి జీవించాలని దేవుని లేఖనాలు ఇప్పటి వేళ నేర్పిస్తున్నాయి తర్వాత అదే అధ్యాయంలో ఐదో వచనంలో అంటాడు దాసులారా మీరు మీ యజమానులకు లోబడి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఎక్కడెక్కడైతే మీకు ఉద్యోగానికి ఏర్పరిచి ఉన్నాడో ఎక్కడెక్కడైతే మీకు వ్యాపారం చేయడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడో అక్కడ మీరు చేస్తున్న మీరు నిలబడుతున్న ప్రతి పనిలో మీకు యజమానులుగా ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ విధేయత కలిగి ఉండాలని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి ఇట్టి విధేయత కలిగినటువంటి జీవితమే యథార్థమైనటువంటి ఆత్మీయ జీవితం యథార్థమైనటువంటి క్రైస్తవ జీవితం ఒకవేళ మీ పని మీ మీ మీరు పని చేసుకునే చోట మీ యజమానులకు మీరు విధేయత కలిగి లేకపోతే మీరు క్రైస్తవులు కాదని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి మీరు మీ తల్లిదండ్రులకి లోబడకపోతే మీరు క్రైస్తవులు కాదు మీ భర్తలకు మీరు లోబడకపోతే మీరు క్రైస్తవులు కానే కానేరారు దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్న క్రైస్తవ జీవితంలోనికి రావాలి అంటే మొదటగా దేవుడు మీకు ఏర్పరిచిన ప్రభుత్వ అధికారులకు మీరు లోబడి ఉండాలి రెండవదిగా మీ ఆత్మీయ అధికారులకు మీరు లోబడి ఉండాలి స్త్రీలు మీ పురుషులకు లోబడి ఉండాలి పిల్లలు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అలాగే దాసులు మీ యజమానులకు లోబడి ఉండాలి అని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి పగటి వేళ విధేయత చూపుటలో మన జీవితం మన క్రైస్తవులు అంటేనే అన్యులు చూసి మనం చెప్పుకోవాలి నిజంగా మాట వినడానికి ఈ వ్యక్తి తప్ప మరొక వ్యక్తి ఉండరా అని చెప్పుకోగానే లాగా మన జీవితం మన క్రైస్తవ జీవితం ఉంటే తప్ప ఆ క్రీస్తు మన ముందుంచిన ఆ సంపూర్ణతలోనికి విధేయత కలిగినటువంటి ఆ పరిపూర్ణత ఆ కొలమానంలోనికి మనం చేర్చబడము ఈ పగటి వేళ ఆ కొలమానంలోనికి నువ్వు నేను చేర్చబడాలి అంటే ఎవరెవరికి ఏ ఏ విధంగా మనము విధేయత చూపించాలో అని దేవుని లేఖనాలు దేవుని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుందో అక్కడల్లా మనము విధేయత చూపడానికి మనము బాధ్యులమై ఉన్నామని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి నా మాటలు నేను ముగిస్తున్నాను అయితే వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన తండ్రి ఏంటంటే దేవునికి మనము లోబడి ఉండాలి దేవుని ఆజ్ఞలను మనము గైకునే వారముగా ఉండాలి అప్పుడే ఆ విధేయతలు పరిపూర్ణతలోనికి తేబడతాము ఇప్పటి వేళ ఆ కొలసి పత్రికలో మనం ప్రారంభంగా చదువుకున్న మాట ఆయన ఆ క్రీస్తు ఎదుట మనం నిలబడినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మనము ఆ క్రీస్తు ఏ క్రీస్తులో సంపూర్ణునిగా ఉండాలని దేవుడు మన ఎడల ఆశిస్తూ ఉన్నాడు ఇప్పటి వేళ ఇప్పటి వేళ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మొదటిగా మనం ప్రేమలో సంపూర్ణమై ఉండాలి రెండవదిగా మనం మంచి క్రియలు చేయటం ఎందు సంపూర్ణమై ఉండాలి మూడవదిగా మనం విధేయత చూపుట ఎందు ఎలా ఉండాలి సంపూర్ణమై ఉండాలని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి నా మాటలు నేను ముగిస్తాను అందరూ మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం